హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ని Telugu all in one channel లైన్ని వీక్షిస్తున్న మీకు ధన్యవాదాలు మా కొత్త వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఈ క్రింది కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి ఆ వెంటనే వచ్చే గంట సింబల్ను కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుండో జియో ఫోన్ టూ అనేది అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ నెల పన్నెండు నుండి మనకి అందుబాటులోకి రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో తెలియచేస్తాను ఈ ఫోన్ సెప్టెంబర్ పన్నెండున ట్వెల్వ్ పిఎం వద్ద జియో డాట్ కామ్ ద్వారా లభ్యమవుతుంది అయితే ఇది బహిరంగ అమ్మకానికి ఉండదు కాబట్టి ఈ ఫోన్ కొనాలనుకునేవారు ప్లాస్ సేల్ టైంకు కొనడానికి ముందుగానే సిద్ధంగా ఉండవలసి ఉంటుంది మొదటి జియో ఫోన్ లాగా కాకుండా దీని ప్లాస్ సెల్లో కొనుగోలు చేసినప్పుడు వెంటనే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తక్షణం చెల్లింపు చేయవలసి ఉంటుంది అందుకే ఈ Jio phone two smartphone యొక్క నా నాలుగు ప్లాస్ సెల్ త్వరగా అందుబాటులోకి రావటం జరిగింది Jio phone two plans Jio Reliance Jio నుండి మూడు పథకాలతో జియో ఫోన్ టూని జత తీశారు నలభై ఎనిమిది ప్లాన్ వినియోగదారులకు వన్ జీబీ డేటా యాభై ఉచిత ఎస్ఎంఎస్లు ఉచిత అపరిమిత కాలింగ్ మరియు జియో యాప్స్ ఇరవై ఎనిమిది రోజులు చెల్లుబాటునిస్తుంది జియో ఫోన్ టూ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ జియో ఫోన్ టూలో గుర్తించదగిన మార్పులతో ఒకటిగా క్వార్టీ కీబోర్డ్గా చెప్పుకోవచ్చు ఇది నాలుగు మార్గాల కీతో ఉంటుంది ఇది పాత బ్లాక్ బెర్రీ ఫోన్లను మనకు గుర్తు చేస్తుంది ఈ డిజైన్ క్షితిజ సమాంతర వీడియో వీక్షణకు అందించే two point five four two point four అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే మరియు డ్యూయల్ సిమ్ మద్దతును అందిస్తుంది అయితే ఇందులో ఫోర్ జీ వోల్టీ స్లాట్లో జియోని మాత్రమే వాడుకునే వీలుతో పాటు టూ జీ స్లాట్తో రెండవ ఇతర ఆపరేటర్ సిమ్ని వాడుకోవచ్చు ఇక ఇంకా తొంభై తొమ్మిది plan fourteen GB data free calling మూడు వందల ఎస్ఎంఎస్లు జియో యాక్సెస్కి ఇరవై ఎనిమిది రోజులు అందుబాటులో ఉంటుంది చివరిగా జియో నుండి నూట యాభై ప్లాన్ ద్వారా ఫార్టీ టూ జీబీ డేటా ఉచిత కాలింగ్ జియో యాప్స్కి యాక్సెస్ మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్లు ఇరవై ఎనిమిది రోజుల విశ్వసనీయ చెల్లుబాటుతో అందించబడుతూ ఉంది ఈ phone five twelve MB RAM మరియు ఫోర్ జీబీ అంతర్గత స్టోరేజ్తో వస్తుంది ఇది మైక్రో ఎస్టీ కార్డును ఉపయోగించి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు మరింతగా విస్తరించే వీలుంది జియోఫోన్ మాదిరిగానే జియోఫోన్ టూ కూడా కేఏఐఓఎస్పై నడుస్తుంది మరియు ఇది రెండు వేల ఎంఏహెచ్ శక్తి గల బ్యాటరీని కూడా కలిగి ఉంది ఈ phone one G H Z dual core ప్రొసెసర్తో ఉంటుంది మరియు టూ ఎంపీ రియర్ కెమెరా వెనక మరియు జీరో పాయింట్ త్రీ ముందు కెమెరాని ఈ డిజైన్ కలిగి ఉంది అవి ఫ్రెండ్స్ జియో ఫోన్ యొక్క ఫీచర్స్ని కనుక చూసుకుంటే కొద్దిగా బాగానే ఉన్నట్టయితే అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి